పుచ్చకాయంత ప్రేముందా ఇంత అంతా అని ఒక కాయ సైజులో చెప్పలేంచాలి నీకు పడ్డట్టు ఇంకొక దానికి పడకుండా చూసుకో ఒక్కసారి పట్టుడు అలవాటైనాక ఇక పట్టుడు కష్టం అన్నట్టు మీరెందుకు వచ్చారు మేడం గప్పడు సందు చూస్తున్నా ఎవరువా నువ్వు పాను వా ఓనర్లు ఓనర్లు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ్రా వెళ్ళిన మీద బండి మీద ఉన్నానే మరి బండి సౌండ్ వస్తలేదండి బండి సైలెంట్ లో పెట్టినా బండి సైలెంట్ లో పెట్టినావా అదేంది నీ ఫోన్ సైలెంట్ లో పెడితే ఎందుకు పెట్టినావు అడిగిందా నేను మరి ఇప్పుడు నా బండి ఎందుకు పెట్టినా ఎందుకు అడుగుతున్నా hi how is your life fantastic ఎంత ఖర్చు అవుతుంది దేనికి మేకప్ కు మేకప్ కు పర్ ఆ లేకపోతే నెల ఇయర్లీ ఇయర్లీ ఇయర్లీ తెలీదు ఆబియస్ ఇళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి సముద్రాలు ఎక్కడైనా ఇంకిపోతాయా చచ్చినాడా హలో హలో ఎవరు నేను ఆ నేనే నేను మీ అమ్మ బాబులు పేరేం పెట్టలేదా పెట్టారు మరి చెప్పి సావు పేరు చెప్పడానికి బల్పా నీ పేరేంటి నా పేరా నీకెందుకు నీకెందుకు మంచి పేరే పెట్టింది మీ అయ్యని సరే పోనీ గాని మీ అమ్మ పేరేంటి నీ అమ్మ దింపని చెప్తుంటే కూడా ఏ పని లేకుండా తిని తిరిగే వాళ్ళకంటే ఏ పనైనా పర్లేదని చేసే మాలాంటి వాళ్ళని అభినందించక్కర్లేదు అంకుల్ ఇన్సల్ట్ మాత్రం చేయొద్దు నా ఫ్రెండ్ ఒకటి ఉంటుంది అది ఎంపీసీ చేసింది నేను బైపీసీ చేసిన అది బీటెక్ చేసింది నేను ఎంబీబీఎస్ చేసిన అది పీజీ చేసింది నేను చదువుకుంటూనే ఉన్నా అది పెళ్లి చేసుకుంది నేను చదువుకుంటూనే ఉన్నా ఇంకా దాని పిల్లోడికి ట్రీట్మెంట్ చేస్తేనేమో నేను నాకు కూడా తెలియదు అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి మీకేమో వీకెండ్ సెలబ్రేషన్స్ మాకేమో వీకెండ్ అబ్జర్వేషన్స్ అసలు ఏంది వాడు అర్థం కాదా చెప్తే వినడా వాడు అర్జున్ ఈజ్ మై ఫాదర్ ఏంటి అను ఇంకోసారి అను గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడతా